श्री मम कोटग्रे नम या देवी सर्वूतेशो शक्ति संस्थित नमस्त नमस्त नमस्त नमो नम फाइट फॉर फ्रीडम ऑफ मम कोटग्र ओम श्री मम कोटग्रे नम ओके सो चिंता स्वामी okay so Naidu Tyagi okay Sharma स्त्री Swami Prakash is not there, Karpura Pandya. Okay, this is the last warning. Already Munda Kodukulu Mandios is uh, taking the toll. Okay, so if you don't pay my money, 16 trillion dollars. Okay, what do you call? Uh, you can see two children dead. UPA 52 people Scots okay I'm heading towards 52 so 52 people got scorched okay do you understand my power Mr. Jangir, Vinci Rahul Gandhi uh, you're in Jim Corbett Park my students are uh, some most of them are settled married and this is a what do you call marriage in Rajasthan what do you call your Islamic uh, what do you call Rajasthan okay so you are in Ranthambore Park, is it in Rajasthan? I don't know. Okay, which my students made. a, okay, what do you call integrated forest fire control system? You get caught up in that. Uh, your mother's uh, your uh, touring uh, India Todo Jodo bluffing yatra. So you could have died or something could have happened to you. Okay. So if you don't, how many kickbacks? Uh, Bara Kujja KCR. Padmash Rash, uh, Rakshasa Sena. I will call Kojja Kesiyar uh, British Islamic Indian nepotism. You bloody scoundrels, uh, Sardarjis, etc. have raped so many women. Indian peacekeeping force. I'm 87 batch 10th class. Huh? So you bloody bastards have done so many crimes that your father was blasted into pieces. Now you see how many got blasted. Two children dead in the blast gas cylinder కొంచెం KCR must listen to this నీ కూతురు కవిత ఇంట్లో గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అయితే నాకు కొంచెం ఆహా అనిపిస్తుంది ప్రకాష్ రాజ్ గడ్డి నిన్న ఇక్కడ టీవీలో ఇంటర్నెట్ సెంటర్లో ఏంటి పెళ్లి చేసుకోవాలన్నాడా భారతీయుడు సినిమాలో లాగా ఏంటి నీ కూతురు ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిందా నీకు బుద్ధి వస్తుందో రాదో నాకు తెలియదు నా ఐదు వేలు ఇవ్వడా సూరారాం శ్రీనివాస్ టైప్ వేసానని ఎక్కిరిసి హాఫ్ ప్యాంట్ వేసుకున్నాను కొద్దిగా ఉండా కొడకల్లారా తొమ్మిది నెలల ముందు ఎలక్షన్ పెట్టుకొని పొలిటికల్ కొద్దిగా సీఎం అయ్యి డ్రామాలు వేస్తారు మీరు తుర్కముండా కొడుకులు తలాక్ షుదా టీఎస్ అంటే తలాక్ షుగా సెకండ్ డెఫినేషన్ ప్రొఫెసర్ సూరప్పుడు must listen to this five డీట్ పంచభూతాల సాక్షిగా తుర్కముండా నా వార్నింగ్కి జగన్ గారు పంపించిండు నీ మీద యుద్ధానికి ఆమెమో సీతాదేవి లెక్క వస్తే కీచకుడు లేక ఆమె మీద రావణాసుడు లేక నీలే సర్దార్ ఆఫ్ఘనిస్తాన్ పఠాన్ పటేల్ పోలీస్ అకాడమీని దుంపుతావు కొంచెం ఉండకూడదు కానీ యుద్ధానికి రెడీగా కత్తి యుద్ధం నేర్చుకో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఆ పట్టుకున్నాడు కత్తి వచ్చి పొట్టలో పొడి చేస్తే కేటీఆర్ గారి పొట్టలో నేను ఎంతో సంతోషిస్తా డిఫెన్స్ మినిస్టర్ ఇస్తాడికి కేటీఆర్ గారి పీకకు వస్తే నాకు సమర్పిస్తే అలాంటి రాజులు సామ్రాట్లు తలలు కోసి చక్రాధిపతులు బాల్ గేమ్స్ ఆడతారు బే యుఎస్ పోల గేమ్ తొక్కలం ఉండకూడకులారా చూడండి ఎట్లా బ్లాస్ట్ అవుతుర్రు రాజస్థాన్ పెళ్ళి వెళ్ళి మానేశాడిని ప్రధానమంత్రి చేసిన ఇప్పుడు వచ్చి ఐదు వేల రూపాయలు ఇండైరెక్ట్గా నా అకౌంట్లో పడేస్తాడా రూపాయ ఒక కోటి రూపాయలకి ఇంట్రెస్ట్ మూడు వందల పర్సంటేజ్ తీసుకుంటూ ఎక్స్ట్రా వెరీగా పేలింది గ్యాస్ సిలిండర్ పేలింది ఐదుగురు పంచభూతాల సైజుగా ఫైవ్ డెడ్ ఇప్పుడు సెవెన్ టు ఫార్టీ ఎయిట్ అయిపోయింది అది వైఎస్ఆర్ సిక్స్టీ జగన్ గుర్తుపెట్టుకోవాలి సో సిక్స్టీ మంది అని ఇచ్చాడు ఓకే మా లీడర్ లీడరోడు థర్డ్ క్లాస్లో ఎగ్జామ్ మానేసి నేను కొంచెం ఉండకూడదు కానీ లీడర్ అవుదామనేసి ఓకే క్లాస్ లీడర్ అవుదామని ఎగ్జామ్ రాయడం మానేసిన నీ తొక్కల తుర్కముండ దొంగతనం చదువులే ఇప్పుడేమో ఇంకా పన్నెండు రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు చాయ్ వాళ్ళ గ్యాస్ విషమానికి తెలియదు వాడికి వేరేం పెట్టాలో కూడా తెలియదు బండికి ఎన్టీఆర్ ఏం పేరు పెట్టిండు నువ్వేం పేరు పెట్టుకున్నావు నా పెళ్ళం పేరు పెట్టుకుంటావురా నువ్వు నాలుగు నాలుగో పెళ్ళం రష్యాది ఉంది మూడో అవతారం నా పిల్లము నా పిల్లం పేరు పెట్టుకుంటావు నీ బండికి నీకు బుద్ధి ఉందా లేదా ఎవడు నీ అడ్వైజరు నాదేండ్ల కాడా అడు నాదుడా దండాలు తీయడం తెలుసా ఆడికి సో ఇక్కడ నెక్స్ట్ వచ్చి what you call another gas cylinder blast okay best biryani biryani poisoning చేసి నాకు పెట్టి చంపుదాం అనుకున్నారు తొక్కలముండ Congress party so best biryani blast అయిపోయింది యోగి భోగి రోగి కాడ దగ్గర చార్ బాగ్ అంట హెవెన్ అంట సో షేమాన్ తుర్కముండ కొడుకుల దోపిడీ దహన కబ్జా మైనింగ్ మాఫియా కాండ ఎయిటీ సెవెన్ బ్యాచ్ వినాలే పార్టీ పెట్టడానికి పార్టీ ఫండ్ ఢిల్లీ రండ్రా అంటే ఐదు వేలే ఇవ్వట్లేదు ఐదు వేలు ఇరిగిపోతే ఏమో చూసుకో July eighty seven to March nineteen ninety అంట Sri Lanka Indian peace keeping force Islamic India international coal oil mafia so షేమాన్ తుర్కముంట కొడుకుల దోపిడీ దహన కబ్జా మైనింగ్ మాఫియా తాండా so real time punishments with creditable revenge with blasting ఇవాళ కూడా ముగ్గురు పోయి ఉంటారు రేపటి న్యూస్లో వస్తుంది ఇంకా కొద్దిగా కేసీఆర్ గారు ఓం బిర్లా పార్లమెంట్ స్పీకరు ఆడ బస్సు బల్తా కట్టిందంట ఉల్టా పుల్టా అయ్యి కొద్దిగా కేసీఆర్ గడు గుద్ద మీద పడిందంట కార్ మీద ఇగో కొద్దిగా కేసీఆర్ గడు ముహూర్తం పెట్టుకుండంట హైదరాబాద్లో సో చూడు వనపర్తిలో బోల్తా పడిన వాల్వో బస్సు వహవా వహవా నాలేక ఇక షేర్ షేర్ రాస్తే హిందీలా ఉర్దూలా ఎట్లా అంటారో మరి మన హైదరాబాద్ వాళ్ళు కొంచెం కేసీఆర్ కా ओम बिरला का बस हो गया उल्टा पुल्टा तो गांड पट गया కేసీఆర్ కా ఓకే గా- గాయాలు తొమ్మిది మంది నవరత్నాలు ముడ్డ కొడుకు రే కొజ్జ కేసీఆర్ గా గుర్తుపెట్టుకో ఆ? తొమ్మిది మంది జగన్ గఢ్ నవరత్నాలు తొమ్మిది మంది గాయాలైనాయి తొక్కల ఉండ కొడక షర్మిలను ముట్టుకుంటావు బే కొజ్జ సాలేగా నీ తొక్కల ఉండ పోలీస్ నా కొడుకులు షేమాన్ తుర్కముండ కొడుకుల దోపిడి దహన కబ్జాకాండ గుద్దనోరు మూసుకుని నీ విజయశాంతిని నీ మొదటి పిల్లాన్ని తీసుకుని కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా దేంగి పారిపో లేకుంటే నేను ఆడికి వచ్చినప్పుడు నువ్వు కనిపించినావు అనుకో భూకంపాలు పెట్టి నా పెళ్ళం భూదేవితో జయమాల్ని డ్యాన్స్ వేయిస్తా ఆల్రెడీ వెయ్యి మంది చచ్చిరు ఆఫ్ఘనిస్తాన్ తుర్కముండ దాంట్లో పదిహేను వందల మందికి బందికి బొక్కలు ఎరగొట్టిన ఇక నేను కోపంతో ఆడికి వచ్చినా అనుకో ఏమవుతుందో ఆల్రెడీ మాండవ్ చూస్తుంది ఉంటావో కొట్టుకోబోతావో వరదల్లా twenty twenty three twenty twenty five all fourteen cities already Sri Veera Brahmendra Swami గారు రాసేశారు ఓకే కాలజ్ఞానం